This song mixed by actor Satish SSTV. Mixing. Mixing. This song mixed by Actor Satish S T V. City Chess STD. Is Bhavana please watch and subscribe SS TV YouTube channel so ఆ ఛానల్ని మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అందులో ఇంకా ఇంకా మంచి పాటలు మంచి ప్రోగ్రామ్స్ మనం చూడగలుగుతాం కాబట్టి డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు సో సతీష్ మీకు కూడా చాలా చాలా చాలా please like share and subscribe and support him thank you please share like and subscribe please share and subscribe like చేయండి